ఇప్పుడు పేస్ట్రీ ఉంది అలాగే బర్గరు అలాగే పెరుగన్నం ఈ మూడిట్లో ఒకదాని మూడు తిన్నాను పెరుగు అనేది డైరీ ముట్టుకోను తర్వాత బర్గర్ బ్రెడ్ అసలు దాని జోలికి వెళ్ళను <gasps> తర్వాత దాని అది మూడోది కూడా వెళ్ళను సో ఆ మూడు తిన్నాం